ఓం శ్రీ మమ కొటగ్రే నమ యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత नमस्ते नमस्ते नमस्ते नमो नमः भारत का बड़ा टुकड़ा जम्बू द्वीप का बड़ा टुकड़ा है लड़की देखो कोट पहन के शर्ट पैंट पहन के देशद्रोह का దొంగ ముండ కొడుకు తుర్క ముండ కొడుకు షర్మిల జగన్ ఇవన్నీ దొంగ ముండ కొడుకులు చదువులు ఆ, వరదల్లో మీ ఇల్లు కొట్టుకుపోతాయా ఇలాగా పీకలోతో వచ్చి మునిగి చస్తారా అన్నది ప్రజలు భారత్ के लोग ये शर्ट पैंट लोग डूबने वाले हैं हाँ और क्या है మోదీ సర్కార్ జహాంగీర్ వించి రాహుల్ గాంధీ తుర్కముండా కొడుకులు నూక party is retiring on August twenty seven so నూక పార్టీ గరికి పార్టీ మేక పార్టీ గౌతమ్ రెడ్డి this fellow I former IT minister it my మంత్ర అండ్ షేమ్ ఆన్ తుర్కముండ కొడుకుల దొంగముండ కొడుకుల దొంగముండ విద్యా వ్యవస్థ British bastard English medium boycott going to schools and colleges shame on తుర్కముండ కొడుకుల దోపిడి దహన బ్రిటిష్ కాండ సో అప్పు ఎంత ఉంది గవర్నమెంట్ డెప్ట్ Uh, these two again bluffing. Hmm? In Bihar. Hmm? Patna, Patan, Patna. Hmm? So what do you call uh, Srikakulam doctor uh, escapes uh, kidnap uh, big. Hmm? చెట్లు కాదు వెళ్ళి ఇక్కడికి ఆడవాళ్ళంతా వెళ్ళి వృక్షాలు అంతా కాదు you to go and cut the head of this scoundrel and Chandrababu Naidu ఇస్తాన్ తుర్కముండా కొడుకు దోపిడీ దహన కబ్జా కాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ గీతమూడు పది లక్షలు ఇస్తున్నాడు అలా అయ్యనే వచ్చాడు మంత్రానికి షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ బ్లడ్ డోనర్ హెచ్ఐవి కొజ్జా కేసీఆర్ హైదరాబాద్ త్రీ ఇయర్స్ ఓల్డ్కి ఎయిడ్స్ వచ్చేసిందట కొజ్జముండ కొడక తొమ్మిది జిల్లాలు దింగి robbed nine to ten districts and is giving HIV AIDS to what we call three year old girl ladies male or female we don't know to go through the detail thing this is కొజ్జా కేసీఆర్ లూటింగ్ కాండ సో ఆరు వందల బాక్సైట్ పేరు మీద లాట్రైట్ అని పేరు మార్చి నామ్ బదల్నే వాళ్ళే కొజ్జా కేసీఆర్ తుర్కముండా కొడుకులు what you call this flood is because of 600 trucks it is uh, mining mafia okay. this is uh, turkamunda gurku sayed sunni sia modi uh, ruchika kamboj is there uh, fighting uh, bloody islamic pakistanis our telugu man is kicked out uh, and what they call uh, counter man free बस रेड किसको चाहिए एल्यूमिनियम माइनिंग माफिया बस रेड घोड़े दो कुत्ते कमीने साले कब देश छोड़ के भागोगे it lumpy disease milk output falls in Punjab Manmohan Singh Punjab बेचारा मर गया हाँ, जसपाल बच्ची उल्टा पुलटा वाला So what called Iranian Special Force targeted last in the Balkan. So you see 13 uh, aluminum mining mafia. Okay. Ukraine people are dead. Huh? They are using my numbers. 11 A category wives of Prophet Muhammad. Okay. Are uh, injured. Hmm? And uh, my 80 marks, uh, some 80 they are using. No, they are using my number, huh? not giving me my 500 crore Mayavati white money. Water level rises at Botta, This receives heavy inflows. Huh? What is, where is that uh, 600 trucks? Uh, Turkamunda Kodugo, I will show you. Dongamunda Kodugo. Uh, no bauxite mining uh, opposition ops going on in state DMG. okay but it is is on in the name of the claims Chandrababu Naidu six claims uh, chandrababu Bharati దొంగ hmm, మళ్ళీ భారత్ పేరు చెప్పుకుని దొంగతనం చేస్తున్న తుర్కముండా కొడుకు షేమ్ ఆన్ తుర్కముండా కొడుకుల దోపిడీ దహన కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా ఓం శ్రీం అమ్మ కోటాగ్రే నమ so what do call there are three sheets which summarize okay the last page first page turkamunda kodugu last page uh, okay rainwater unsafe to drink says the study huh? so will this chips will you eat chips but potato chips or uh, mining market chips huh? that anil ambani bastard huh? anil agarwal bastard huh? vedanta bastard is uh, increasing with the tonnage. Uh, all the financial uh, are high in mining mafia. So this is mining mafia the destroying system. You should boycott this British bastard thing. You see here is Vedanta, 2 billion. Uh, Vedanta plans 2 billion capex uh, oil shore aluminum. Uh, you have seen the aluminum bastard Hindalco, uh, Aditya Birla Group, uh, 4119 crores. Uh, సో సేమ్ ఆన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్ర ఓం శ్రీ అమ్మ కోటాగ్రీ నమ